ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వరకు ఉన్న భాగాలు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారిని అందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రమును మార్చుకునడి మనము లేచి బేతలకు వెళ్ళిదాము నా శ్రమ నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడైన నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు షకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండేను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు చాలు ఇక్కడ చదవబడిన వాక్య భాగం మనకందరికీ తెలిసిందే యాకోబు జీవితంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన అందరికీ బాగా తెలిసిన సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలము దేవుడు యాకోబుతో అంటాడు నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పాను చూడండి నీవు లేచి బేతెలకు వెళ్ళాలి మొదటిగా ఏమిటి ఈ బేతెలు అనేది మనము మనకు అర్థం కావాలి అంటే మొదటగా యాకోబు యొక్క జీవితాన్ని మనం ఇంతగా క్లుప్తముగా తెలుసుకుందాం ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆఖరి భాగంలో నుంచి మనం చూసినట్లయితే దేవుడు యాకోబుని దర్శించిన ప్రారంభ దినాలు మనం గమనించగలము దేవుడు దర్శనము ద్వారా యాకోబుని దర్శించి యాకోబుతో మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చదువుతాం ఇరవై ఎనిమిదో అధ్యాయము యాకోబు బేర్షాబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అదంతా చదవడానికి టైం లేదు కనుక అక్కడ పదవి వచనం నుంచి మనం కిందకి చదివినప్పుడు అక్కడ యాకోబు ఒక దర్శనం చూస్తాడు దర్శనం చూసిన తర్వాత పద్దెనిమిది నుంచి చదువుదాం ఆ దర్శనం చూసిన తర్వాత తెల్లవారినప్పుడు యాకోబు లేచి ఆ రాయిని స్తంభముగా నిలిపి నూనె పోసెను ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను అప్పుడు యాకోబు కాపాడి ఆహారమును వస్త్రములను మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చి యావత్తులో పదియవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని బ్రొక్కుకొని చాలు ఇక్కడ దేవుడు యాకోబుకి మధ్య కలిగిన ఒక వ్యక్తిగత సంబంధాన్ని మనం చూడగలము దేవుడు మొట్టమొదటిగా యాకోబుని దర్శించిన ఆ మొట్టమొదటి ఆ సంఘటన మనం చూడగలము యాకోబు వాస్తవంగా దేవుని బిడ్డలైనటువంటి ఇస్సాకు రెబ్కాలకు పుట్టినవాడే ఇస్సాకు రెబ్బకాలు చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఎదిగిన వారే అయితే యాకోబు కూడా అదే కుటుంబంలో దేవునిని ఎరుగుతూ దేవుని ఎరుగుతూ దేవుడు తెలిసిన వ్యక్తే కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో వ్యక్తిగతంగా సంభాషిస్తున్నాడు యాకోబుతో దేవుడు వ్యక్తిగతంగా దర్శనం ఇస్తున్నట్లుగా మనం చూడగలం హలెలుయా అక్కడ ఎప్పుడైతే వ్యక్తిగతంగా యాకోబు దేవునితో దర్శనం పొందుకున్నాడో అక్కడ యాకోబు ఒక రాయిని నిలిపి ఆ రాయికి అక్కడ ఆ ప్రదేశానికి బేతేలు అను పేరు పెట్టినట్టుగా మనం చూడగలము బేతేలు అనగా దేవుని గృహము అనే అర్థము బేత్ బేతేలు అనే మాట ఒక హెబ్రి పదము బేత్ ప్లస్ ఏల్ బేత్ అంటే గృహము ఏల్ అంటే దేవుడు అనే అర్థము ఏల్ అనే మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనం గమనించగలము Elohim El El El Roi El అలాగా ఏల్ అనే పదము అంటే దేవుడు అని అర్థము బేతేల్ అంటే దేవుని గృహము అని అర్థము అర్థమవుతుందా మీకు అయితే దేవుడు ఎక్కడైతే యాకోబును దర్శించాడో దేవుడు ఎక్కడైతే ఆ యాకోబుతో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ యాకోబు ఆ ప్రదేశానికి బేతేలు అని నామీకరణం చేయడం జరుగుతుంది హలలుయ ఈ పగటి వేళ దేవునితో వ్యక్తిగత ఆ వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు నువ్వు చిన్నప్పటి నుంచి ఒకవేళ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగి ఉండవచ్చు నువ్వు చిన్నప్పటి నుంచి ఒకవేళ ఆత్మీయ కుటుంబంలోనే పుట్టి ఒకవేళ సంఘంలోనే ఎదిగిన బిడ్డవై ఉండవచ్చు కానీ వ్యక్తిగత సత్సంబంధాన్ని మనం దేవునితో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇప్పటి వేళ హలలుయ క్రైస్తవ కుటుంబంలో పె పుట్టడము క్రైస్తవ కుటుంబంలో పెరగడం అనేది కాదు అది దేవుడు ఏమాత్రం లెక్క చేయడు కానీ వ్యక్తిగత దర్శనాన్ని కలిగి ఉన్న వారితో సంభాషించే దేవుడు మన దేవుడు హలలుయ దేవుడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి ఆ ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు హలలుయ రక్షణ నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో పుట్టావు కాబట్టి నీకు రక్షణ రాదు నువ్వు చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా సంఘంలో ఎదుగుతున్నావు కాబట్టి నీకు రక్షణ రాదు రక్షణ నీకు రావాలంటే నీకు దేవునికి అది వ్యక్తిగతమైనటువంటి సంబంధమై ఉన్నది హలలుయ రక్షణ ఎవరికి వారికి వ్యక్తిగతమై ఉన్నది హలలుయ ఇప్పటి వేళ అటువంటి వ్యక్తిగత సంబంధం లేని వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు సంఘంలోనే పుట్టి పెరిగి ఉండవచ్చు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగి ఉండవచ్చు కానీ నీకు నీ దేవునికి వ్యక్తిగత సంబంధం ఉందా లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఇప్పటి వేళ హలలుయా ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే యాకోబు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని వ్యక్తిగత దర్శనాన్ని పొందుకున్నవాడు యాకోబు హలలుయా అక్కడ ఆ దర్శనం పొందుకున్న ప్రదేశానికి బేతేల్ అని పేరు పెట్టిన తర్వాత అక్కడ పన్నె ఇరవై వచనంలో మనం చూసినట్లయితే యాకోబు ఒక మొక్కుబడి దేవునితో చేసుకుంటున్నాడు ఏమని దేవుడు నాకు ఉండి తినటకు ఆహారము ఎప్పుడైతే దేవుడు నాకు యహోవా దేవుడు నాకు దేవుడై ఉంటాడో అప్పుడు నేను నిలిపిన ఈ స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి అది దేవుని మందిరము అగును అది దేవుని మందిరమని పిలువబడును అని చెప్పి ఆ ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో పది వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నట్టుగా మనం చూడగలము వ్యక్తిగతముగా దేవుని దర్శనాన్ని పొందుకున్న యాకోబు దేవునితో ఒక వ్యక్తిగత మొక్కుబడి చేసుకున్నాడు ఆ బేతేలు అనే ప్రాంతము దేవుని మందిరం అనబడుతుందని ఒక మృక్కుబడి చెల్లించు చెల్లించుకున్నాడు చెల్లించుకున్న తర్వాత మనము తర్వాత అధ్యాయులు మనం ఒకసారి గమనించినట్లయితే ఆ మృక్కుబడి చేసిన తర్వాత అక్కడ నుంచి యాకబు ప్రయాణమై పద్దనరామ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోవడము అక్కడ అతని అతడు రే రాహేలు అలాగే లేయాను వివాహం చేసుకోవడము అలాగే లాభానుతో కలిగినటువంటి ఆ బిజినెస్ చేయడము ఇవన్నీ జరిగిన తర్వాత మరలా లాభానుతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి లాభాను నుండి పారిపోవడం జరుగుతుంది పారిపోయిన తర్వాత అక్కడి నుంచి తన కుటుంబాన్ని అంతటినీ తీసుకొని లాభాను దగ్గర నుంచి పారిపోతాడు పారిపోయిన తర్వాత తన సహోదరుడైన ఏషావును కలవాలని సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవునితో మరలా పోరాడుతున్నట్లుగా మనం చూడగలము అక్కడ దేవునితో పోరాడి అక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించి నువ్వు ఇక మీదట యాకోబుని కాదు ఇక మీదట నువ్వు ఇస్రాయేల్ అని పిలువబడతావని దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు వెళ్ళి తన సహోదరుడైన ఏషామును కలుసుకోవడము వారి మధ్య మరలా తిరిగి కోల్పోయిన సహవాసాన్ని తిరిగి తెచ్చుకోవడం జరుగుతుంది అదంతా జరిగిన తర్వాత ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై మూడవ అధ్యాయంలో ఏషావుని కలుస్తాడు ఏషావుని కలిసిన తర్వాత ముప్పై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే తన బిడ్డ అయినటువంటి దీన జీవితంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి తన కుటుంబంలో ఎదురవుతుంది అలాగే తన కుమార్తె దీన వ్యభిచారంలో వ్యభిచారిగా నిందింపబడటము ఆ తర్వాత తన సహోదరులు దీన యొక్క సహోదరులు దానికి ప్రతీకారము తీర్చుకోవడము ఇదంతా కూడా యాకోబు జీవితంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా మిగిలిపోతుంది హలెలుయా ఇది యాకోబు యొక్క క్లుప్త చరిత్ర యాకోబు యొక్క క్లుప్త చరిత్రను మీ ముందుంచాను అయితే ఇక్కడ యాకోబు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవునితో దేవుని యొక్క దర్శనం పొందుకున్న యాకోబు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్న యాకోబు అక్కడ చేసిన మొక్కుబడి ఆ తదుపరి అధ్యాయాలలో మరెక్కడ ఆ మొక్కుబడి అతడు నెరవేరుస్తున్నట్టుగా మనము మనకి గమన కనిపించదు హలలుయ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యాకోబు ఒక మొక్కుబడి చేసుకుంటాడు ఒక తీర్మానం చేసుకుంటాడు కానీ ఆ తర్వాత అధ్యాయాలు మనం చూస్తే అతడి జీవితంలో అతన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అతడు చెప్పినట్లు అతనికి కావాల్సిన చోట ఆహారాన్ని ఇచ్చాడు అతనికి కావాల్సినంత వస్త్రాలను ఇచ్చాడు అతడు అడుగు పెట్టే కూడా అతనిని కాపాడి నడిపించాడు దేవుడు కానీ అతడు చేసుకున్న మృక్కుబడి అతను చేసుకున్న తీర్మానాన్ని అతడు నెరవేర్చలేకపోయాడు హలలుయ అలాగా నెరవేర్చకుండా ఉండడం ద్వారా లాభానితో యాకోబు ఆ చరిత్ర మీరు ఆ అధ్యాయులు మీరు ఇంటికి వెళ్ళి చదవండి లాభానికి యాకోబుకి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి యాకోబు యొక్క కుమారులకి కుమారులకి అలాగే లాభాని యొక్క కుమారులకి మధ్య అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడి ఈ యాకోబుని ఏదే విధంగా తొక్కాలని చూస్తారు అయితే యాకోబు మరలా దేవునితో పోరాడుతున్నప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు కానీ యాకోబు ప్రారంభంలో చేసుకున్న తీర్మానము మరలా అతని జీవితంలో అతడు నెరవేర్చడానికి ముందుకు రాలేదు అయితే లాభాను నుంచి ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి యాకోబు ఒక మరలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు మరలా ఒక వేరైపోయిన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మరలా దేవుడు ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ క్షణంలో మనం చూసినట్లయితే దేవుడు మరలా అక్కడ యాకోబుతో జ్ఞాపకం చేస్తున్నాడు నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతెలు దేవుడను నేనే చూడండి అనేక మార్లు దేవు దేవుడిని దర్శ దర్శనం పొందుకున్న యాకోబు ఆ దర్శనాన్ని మరిచిపోయి ఆ దర్శనాన్ని విడిచిపెట్టి ఆ పూర్వపు స్థితిని విడిచిపెట్టి అతడు లోకంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం గమనించగలము అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వెక్కడ స్తంభము లేపావో ఆ బేతెలు దేవుడును నేనే అని అనేక మార్లు ఆ యాకోబు యొక్క కృంగిపోయిన స్థితిలో యాకోబు యొక్క ప్రతికూలప స్థితిలో అతడిని గుర్తు చేసి అతన్ని బలపరిచిన దేవుణ్ణి కూడా ఆ దేవుని దగ్గర అతడు చేసుకున్న ఆ తీర్మానము లేకపోతే ఆ మొక్కుబడి చెల్లించడానికి మాత్రము అతడు మనసు ఒప్పలేట్టుగా మనం చూడగలము ఆ ముప్పై ఐదో అధ్యాయం మనము చదువుకున్న లేఖన భాగం వరకు మనం గమనించినట్లయితే సుమారు ముప్పై సంవత్సరాల గ్యాప్ ఉంది ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ముప్పై ఐదో అధ్యాయానికి మధ్య సుమారు ముప్పై సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆ ముప్పై సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా ఆ యాకోబు చేసిన ఆ తీర్మానాన్ని లేకపోతే ఆ యాకోబు చేసిన ఆ మొక్కుబడిని అది నెరవేర్చాలనే ఆ ఆశ కానీ నెరవేర్చడానికి ప్రయత్నము కానీ యాకోబు చేయలేదనేది వాస్తవము హలలుయ దేవుని నుండి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాడు దేవునితో పోరాడాడు ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ అతడు దేవునితో చేసిన తీర్మానాన్ని అది నెరవేర్చడానికి అతడు ఆసక్తి చూపలేదు హలలుయ్యా ఇప్పటి వేళ మనం కూడా మన జీవితాల్లో ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం మనం ప్రారంభంగా రక్షణ అనుభవంలోనికి రాగానే ఎన్నో తీర్మానాలు చేసుకుంటాము ఎంతో ఉజ్జీవంగా నడిపించబడతాము ఒకసారి మన రక్షణ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం రక్షించబడిన ప్రారంభ దినాల్లో మనకెంతో ఎంతో ఆసక్తి ఉంటుంది దేవుని పట్ల ఎంతో ఆశ ఉంటుంది దేవుని కొరకు పరిచర్య చేయాలని ఎంతో ఆశ ఎంతో వాంఛ ఉంటుంది అయితే సంవత్సరాలు గడిచిన కొద్దీ ఏమవుతుందంటే ఈ ఆసక్తి ఏమవుద్ది తక్కువ అవుతూ ఉంటుంది హలలుయా అవునా కదా ప్రారంభంలో ఒకసారి మీ రక్షణ అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రారంభంలో దేవుని కొరకు మీరు చేయాలి పరిచర్య చేయాలన్న ఆసక్తి మీకు ఈ రోజు ఉందా ప్రారంభంలో మీరు రక్షణ పొందుకున్నప్పుడు మీకున్న ఆ ఉజ్జీవము ఈ రోజుల్లో మీకుందా ప్రారంభంలో మీకున్న దేవుని పట్ల మీకున్న ఆసక్తి దేవుణ్ణి ఆరాధించాలి ప్రార్థన చేయాలి ఆ వాక్యము చదవాలి అనే ఆసక్తి ఈ రోజుల్లో మీకుందా సంవత్సరాలు గడిచే కొద్దీ మనకున్న ఆసక్తి గ్రాడ్యువల్గా ఏమవుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది డిక్రీస్ అవుతూ ఉంటుంది అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మనకు అనేక మార్లు దేవుని వాక్యం ద్వారా ఏం చేస్తాడు మన రక్షణ అనుభవాన్ని ఏం చేస్తాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తిరిగి పూర్వ దినాలలోకి ఆ పూర్వ దినాల అనుభవంలోనికి నువ్వు నేను రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు హలలుయ యాకబు జీవితంలో కూడా అదే విధంగా గ్రాడ్యువల్గా దేవుని యొక్క దీంతో ఒక సంబంధాన్ని అతను మెల్లమెల్లగా తగ్గించుకుంటున్నట్లుగా మనం చూడగలము అది తగ్గించుకుంటున్నప్పుడు మరలా ముప్పై ఐదో అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మరలా యాకబుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు లేచి ఏం చేయాలి తిరిగి బేతెలనకు వెళ్ళాలి అంటే నువ్వు లేచి తిరిగి నీ పూర్వపు స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి నువ్వు లేచి నువ్వు ఆ పూర్వపు ఉజ్జీవపు ఆ అనుభవంలోనికి నువ్వు తిరిగి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు హలెలుయ ఇప్పటి వేళ నీ క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా ఆ ఉజ్జీవపు స్థితిలో ఒక లోటు నీలో ఉందేమో ఒకవేళ నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా నీరసించిపోతున్న పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల కోరుకునేది ఏంటంటే మన పూర్వపు ఉద్యమపు స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈ పగటి వేళ రెండు హస్తాల పైకి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం హలెలుయ్యా నాకు చాలా బాగా గుర్తు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను కనుక చిన్నప్పుడు మందిరంలో ఆరాధనలు జరిగినప్పుడు కానీ ఆల్ నైట్ ప్రేయర్లు జరిగినప్పుడు కానీ చాలా ఉద్యమంగా ఉండేది కానీ ఈనాడు ఈ ఈ పగటి వేళ నేను మీకు ఇందాక చెప్పాను కదా మీరు ఆరాధన చేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది చప్పట్లు కొట్టమంటేనేమో చప్పట్లు కొట్టలేరు స్వరమితి స్తోత్రాలు చెప్పమంటే స్తోత్రాలు చెప్పలేరు ఏమైంది మన ఉద్యమము ఏమైంది దేవుని పట్ల మనకున్న ఆసక్తి ఏమైంది మన దేవుకి దేవుణ్ణి ఆరాధించాలనే ఆ ఆశ ఆ వాంఛ ఈ పగటి వేళ ఆ పూర్వపు దినాల్లోనికి నువ్వు నేను తిరిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు హలలుయా ప్రకటన గ్రంథంలో దేవుడు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ అంటాడు చదువుదాం ఒకసారి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో అంతా అక్కర్లేదు నాలుగో నుంచి చదువుదాం అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము చూడండి ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు నీకున్న మొదటి ప్రేమను నువ్వు ఏం చేసావంట మర్చిపోయావు నీకు మొదట ప్రారంభంలో రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు మొదట దేవుని తెలుసుకున్నప్పుడు నీకు దేవుని పట్ల చాలా ప్రేమ ఉండేది దేవుడు అంటే చాలా ఆసక్తి ఉండేది దేవుని పట్ల దేవుని ఆరాధించాలనే వాంఛనీలో చాలా బాగా ఉండేది కానీ మొదటి ప్రేమను ఆ మొదటి క్రియలను నువ్వు వదిలిపెట్టావని పరిశుద్ధాత్మ దేవుడు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతున్నాడు హలెలుయా ఇప్పటి వేళ అటువంటి స్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే ఒకవేళ ఆ మొదటి అనుభవంలోని అనుభవాన్ని నువ్వు నేను కోల్పోయిన స్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆ మొదటి అనుభవంలోనికి నువ్వు నేను రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇప్పటి వేళ ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఇప్పటి వేళ ఎంతమంది చెప్పగలరు నా మొదటి అనుభవాన్ని నేను కోల్పోయాను తిరిగి నేను తిరిగి ఆ మొదటి అనుభవంలోనికి రాగలనని ఆ మొదటి ప్రారంభంలో ఉన్న ఉద్యమాన్ని నేను కోల్పోయాను తిరిగి ఆ ఉద్యమంలోనికి నేను రాగలను ఎంతమంది చెప్పగలరు ఈ పగటి వేళ అటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడు ఈ పగటి వేళ ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ అంటాడు నువ్వు మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు గనక నువ్వేం చేయాలో ఐదో వచనంలో చెప్తాడు నీవు ఏ స్థితిలో నుండి పడితేవో చూడండి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పూర్వపు స్థితి నీకు రావాలి అంటే నీ పూర్వపు ఉజ్జీవం నీకు రావాలి అంటే ఆ పూర్వపు ఆసక్తి నీకు కలగాలి అంటే నువ్వు మొదటగా చేయాల్సింది నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ నువ్వు దేవునికి దూరం అయిపోయావో అది నువ్వు ఏం చేయాలంట జ్ఞాపకం చేసుకోవాలి ఏ పరిస్థితి నిన్ను దేవుని నుండి దూరం చేసిందో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏ వ్యక్తి ద్వారా నువ్వు దేవునికి దూరమయ్యావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏ సంఘటన నిన్ను దేవుని నుండి దేవుని సన్నిధి నుండి దూరం చేసిందో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు అది జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు తర్వాత జ్ఞాపకం చేసుకుని నువ్వు రెండవదిగా చేయవలసింది మారు మనస్సు పొందాలి ఆ ఏ స్థితిలో స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుండి తిరిగి రావాలి తిరిగి పైకి రావాలి అనే ప్రయత్నమే మారు మనస్సు అనుభవం హలెలుయా ఒకవేళ ఆ సజీవమైనటువంటి ఆరాధన చేసే ఆ స్థితిలో నుంచి జీవము లేని స్థితిలోనికి నువ్వు పడిపోయావేమో ఒకవేళ దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించే ఆ స్థితిలో నుండి నిర్జీవమైనటువంటి స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళిపోయావేమేమో అటువంటి స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళిపోతే తిరిగి ఆ ఉజ్జీవింప స్థితిలోనికి వస్తే అదే మారు మనసు అనుభవం అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ పగటి వేళ అటువంటి మారు మనసు అనుభవంలోనికి నువ్వు నేను రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆ స్థితిలో నుంచి నువ్వు మారు మనసు పొంది పైకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు మూడవదిగా ఏం చేయాలంటే చాలు మొదటిగా నువ్వు ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మారు మనస్సు పొందాలి మూడవదిగా తిరిగి ఆ మొదటి క్రియలు ప్రారంభంలో దేవుని పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుని పట్ల దేవుని రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ప్రారంభంలో దేవుని కొరకు ఎటువంటి క్రియలు చేసావో ప్రా ప్రారంభంలో దేవుని పట్ల ఎటువంటి ఆసక్తి చూపావో ప్రారంభంలో దేవుని పట్ల ఎటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావో ఆ పూర్వపు క్రియలలోనికి ఆ మొదటి క్రియలలోనికి నువ్వు నేను వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఈ పగటి వేళ హలో ఇంగ్లీష్ బైబిల్లో మనము ఆ వాక్యాన్ని గమనించినట్లయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి చదువుతాను వినండి remember therefore from where you have fallen మొదటిది రిమెంబర్ జ్ఞాపకం చేసుకోవాలి రెండవది రిపెంట్ అంటే మారు మనస్సు పొందాలి మూడవది repeat the works first you అంటే మొదటగా నువ్వు చేసిన క్రియలను నువ్వు మరలా పునర్ప్రారంభించాలి హలెలుయా మరలా ప్రారంభంలో చేసిన క్రియలు ఒకవేళ మానేసావేమో దేవుని పట్ల మొదటగా నువ్వు చూపిన ప్రేమను నువ్వు మానేసావేమో మొదటగా దేవుని పట్ల నువ్వు చూపిన ఆసక్తిని నీలో నుండి నువ్వు ఆపేసావేమో పరిస్థితులు నీకు ప్రతికూలమైనప్పుడు దేవుని పట్ల ఆసక్తి నీకు కోల్పోయిందేమో పరిస్థితులు నీకు వ్యతిరేకమైనప్పుడు దేవుని పట్ల ప్రేమ నీకు తగ్గిపోయిందేమో దానిని రిపీట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు మొదటిగా రిమెంబర్ రెండవదిగా రిపెంట్ మూడవదిగా repeat the works first you have done మొదటగా నువ్వు చేసిన ఆ క్రియలను మరలా పునర్ప్రారంభించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల ఆశిస్తున్నాడు హలెలుయా ఎంతమంది ఈ పగటి వేళ అటువంటి స్థితి